ఫ్రెండ్స్ మాది ఏలూరు నా పేరు శ్యాంప్రసాద్ ఇది నాది పడమర సింహద్వారం గల ఇల్లండి పడమర సింహద్వారం తూర్పున ఉపద్వారం ఇది ఉపద్వారం అండి ఇది రెండు వేల పదకొండులో కట్టాను నేను తర్వాత ఇక్కడ ఉత్తరాన ద్వారం ఉండేదండి దీన్ని మొన్న ఆగస్టులో తీసేశాను హరివాస్తు వీడియోలు చూసి ఇది ఆక్రందన గృహం అయ్యింది మూడు ద్వారాలతోటి తూర్పు పడమర గుమ్మాలు ఉత్తరాన ఉపద్వారం ఉండటం వల్ల ఆక్రందన గృహం అయ్యింది అందువల్ల మొన్న దీన్ని ఆగస్టులో తీసేసాను తీసిన తర్వాత నాకు చాలా మంచి ఫలితాలు వచ్చినాయి నేను డోర్ల విషయంలో కూడా ఇప్పుడు ప్రజెంట్ మా ఇంటికి ఐదు డోర్లే ఉన్నాయి అంటే ఆరోది ఉత్తర గుమ్మం తీసేసాను కాబట్టి అయినా నాకు ఈ ఆరు నెలల్లో మంచి ఫలితాలే కనిపించినాయి ఈ ఈ డోరు ఉన్నప్పుడు మనశ్శాంతి ఉండేది కాదు సరిగ్గా నిద్ర పట్టేది కాదు మెంటల్ టెన్షన్లు ఎక్కువ అవి తీసాక నాకు చాలా హ్యాపీగా ఉందండి హరివాసులో చూశానండి ఆక్రందన గృహం గురించి అది చూశాక నేను ఈ మార్పు చేసుకున్నాను తర్వాత విశ్వకర్మ వాస్తుశాస్త్రంలో కూడా సేమ్ ఇదే ఆక్రందన గృహం గురించి చదివాను నా దగ్గర బుక్ ఉంది అది చూసి మార్పులు చేసుకున్నానండి తూర్పు పడమర డోర్లు ఉన్నప్పుడు ఉత్తరంలో డోర్ ఉంటే దాని ఫలితం నెగిటివ్గా ఉంటుందండి అది తీసాక నాకు చాలా బాగుందండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్